నమస్కారం గురు రాజశేఖర్ గారు చాలామంది అంటే సంపాదనలో పడిపోవడానికి రకరకాల మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు కొంతమంది అప్పు చేసి మరి అప్పుల సుడిగుండంలోకి అలా వెళ్ళిపోతూ ఉంటారు దాని నుంచి బయటపడడానికి రకరకాల వేసి వెతుక్కుంటూ ఉంటారు చివరికి ఆత్మహత్య కూడా చేసుకుంటూ ఉంటారు ఎలా సార్ అంటే అప్పు చేయడానికి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ అది తీర్చడానికి ఎందుకు రాదు అండ్ దాని నుంచి బయటపడడానికి కూడా ఏవేవో కారణాలు చెప్తూ ఉంటారు ఎలా సార్ అంటే ఈ అప్పుల సొడుగుండంలో ఏ విధంగా పడిపోతారు అసలు అంటే ఏది లాస్ అవుతుంది మైండ్లో ఎస్ ఎస్ ఎస్ ఇది వచ్చే ఒక విషయ సర్కిల్ అంటారు సార్ ఒక విష వలయం విష వలయం టైప్లో ఇది ఈ మనీ ఎర్నింగ్ అనే దాంట్లో ఈ అప్పుల సుడిగుండంలో పట్టడం అనేది డౌన్వర్డ్ స్పైరల్ అలా మనకి సెంట్రిఫికల్ సెంట్రిపేటల్ ఫర్ సుడిగుండం అంటే సుడిగుండం ఎలా అయితే డౌన్వర్డ్ స్పైరల్ ఉంటుందో ఈ మనిషి కూడా అప్పుల్లోకి అలాగే డౌన్వర్డ్ స్పైరల్ వెళ్తాడు కాబట్టి అప్పుల్ని సుడిగుండంతో పోలుస్తారు hmm. ఓకే సో ఇక్కడ తమాషా ఏమవుతుందంటే అండి హ్యూమన్ బీయింగ్ రెండు ఎమోషన్స్ మధ్యలో స్టక్ అయిపోయింటాడు ఈ రెండు ఎమోషన్స్ మధ్యలో స్టక్ అయినప్పుడు ఈ అప్పుల పాలు అప్పులో సుడిగండంలోకి ఎంటర్ అవుతాడు ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత అది పులి మీద స్వారీలాగా he has to handle it దిగాడ పులి తినేస్తుంది అన్నట్టుగా he has to handle it అసలు దాని మీద ఎక్కడే కూడదు ఎక్కామంటే దాన్ని ఇక it's a different ball game all together ఏం జరుగుతుంది ఇక్కడ లెటర్ సే ఫర్ సపోజ్ ఒక వ్యక్తికి ఈ నెలలో ఖర్చులు ఉన్నాయి ఇంటి అద్దె కట్టడం కానీ లేదా వగేర వగేర ఖర్చులు అన్నీ ఓ యాభై వేలు ఖర్చులు ఉన్నాయి సో ఈ యాభై వేలు ఖర్చులకి సమాధానం చెప్పాలంటే సంపాదన ఉండాలి డెఫినెట్గా సో ఈ ఖర్చులు ఎలా ఎదుర్కోవాలి అన్నప్పుడు ఆ ఖర్చుల్ని ఎదుర్కోవడం అనే భయం అనేది ఒకటి ఉంటుంది the first emotion is fear ఈ ఫియర్ ఏం చేస్తుందంటే మనిషిని పని చేయడానికి మోటివేట్ చేస్తుంది ఓకే ఏదో ఒక పని ఏదైనా ఏం చేసినా సరే యాభై వేలు సంపాదించాలి ఈ నెలకి సో ఫియర్ నుంచి ఏం చేశాడు ఇన్కంలోకి వచ్చాడు ఎక్స్పెన్సెస్ ఉన్నాయి ఎక్స్పెన్సెస్కి ఫియర్ క్రియేట్ చేసినాయి ఫియర్ నుంచి సంపాదనకు వచ్చాడు ఈ సంపాదన ఎందుకు సంపాదించాడు యాక్చువల్లీ ఫస్ట్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో సంపాదన ఎందుకు సంపాదించాడంటే ఈ ఖర్చులకి సమాధానం చెప్పాలి ఈ ఖర్చులు సంపాదన సమాధానం చెప్పడం కోసం సంపాదించాడు కానీ ఎప్పుడైతే మనీకి ఉన్న ఒక ఒకనొక పెక్యులర్ డైనమిక్ ఏంటంటే మనీకి ఉన్న ముఖ్య లక్షణం ఒకనొక లక్షణం మనీ లేనప్పుడు మనిషి ఆలోచన విధానం వేరు మనిషి జేబులో రాగానే డబ్బు జేబులోకి రాగానే ఆలోచన విధానం వేరు ఒక్కొక్కళ్ళ ఎక్స్పర్టైజ్ ఏంటంటే మనీ వస్తుందన్న ఆలోచనకే మనసు మారిపోతుంది ఇంకా రాలా వస్తుంది అన్న ఆలోచనకే మారిపోతారు మనుషులు మారిపోతారు బిహేవియర్ మారిపోతుంది మనిషిని అవుతారు యాట్ నీకేంటి నాకేంటి ఇంకా రాలా చేతులకి డబ్బులు I had seen many people in my life ఏంటంటే రేపొద్దున్న డబ్బులు ఇవ్వబడతాయి చేతికి అన్న న్యూస్ ఇవాళ సాయంత్రం రాగానే ఇవాళ సాయంత్రం నుంచి మనిషి విధానం మారిపోద్ది ప్రవర్తన మారిపోద్ది అసలు బంధువులు లేరు మిత్రులు లేరు ఆడలే డా టూ టూ టట్ మ్యాజిక్ ఏం జరిగింది నా తమా నా లైఫ్లో తమాషాగా ఒకసారి ఒక పర్సను రేపొద్దున వస్తాయి అనగా ఇవాళ సాయంత్రం నుంచి బిహేవియర్ మారిపోయింది నువ్వెంత అసలు నీకు నాకు సంబంధం లేదు నువ్వెవడిరా అసలు నీతో నాకు లెక్కేంటారు దాంట్లో అని అయితే పాయింట్ ఏంటంటే తనకు ఏదైతే డబ్బులు రావాలో ఆ డబ్బులకి రావడానికి నేను సపోర్ట్ చేశాను ఆ అసైన్మెంట్ దాని మనీ తనకి రావడానికి నేను సపోర్ట్ చేశాను ఆ సపోర్ట్ చేశానన్న సంగతి కూడా విషయం మర్చిపోయి ఏం చేశాడు మనిషి నువ్వేంటి నాకేంటి లెక్కలేదన్నాడు నీకు నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు నమస్కారం వెళ్ళిపోయాడు తెల్లారి ఈ పర్సన్ ఆ మనీ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ పర్సన్ సార్ మీరు డైరెక్ట్గా నాకు తెలియదండి సో రాజశేఖర్ అనే వ్యక్తి మిమ్మల్ని నాకు పరిచయం చేశాడు సో మీరు ఈ అమౌంట్ తీసుకుంటున్నారు లేదా ఈ అమౌంట్ నేను మీకు ఇవ్వాలి సో న్యాయబద్ధంగా ఆయన మధ్యలో ఉండాలి సో మీరు కనుక ఈ డబ్బు మీకు కావాలనుకుంటే లేదా ఈ ప్రాజెక్ట్ మీకు చేయాలి మీకు ఇవ్వాలనుకుంటే ఆ పర్సన్ అవసరం అండి ఇప్పుడు పరిస్థితి అని చెప్పండి నన్ను ఆల్రెడీ నిన్న సాయంత్రం నీకు నాకు సంబంధం లేదని కట్ చేసాడు ఇవాడు ఆ వ్యక్తి ఆ డబ్బులు కావాలంటే ఈ వ్యక్తి ఉంటే కానీ ఇవ్వని అంటున్నాడు <laughs> సో ఇప్పుడు నన్ను పిలవలేడు ఆయన సో దిస్ ఈజ్ అంటే ఎందుకు చెప్తున్నాడే ఒక మనిషి మనిషి డబ్బులు వస్తాయి అన్న ఆలోచనకే డైనమిక్స్ మారిపోతాయి ఆలోచన విధానాలు సో ఇక్కడ ఏంటి మన ఈ స్టోరీలో మనకి చేతికి డబ్బులు వచ్చేసినాయి సే సమ్వేర్ అరౌండ్ హైటెక్ సిటీలో జాబ్ చేస్తాడు ఉండటం ఎక్కడ ఏ లెటస్తే సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఎక్కడో ఉంటాడు అనుకుందాం కాసేపు సరదాగా ఈ యాభై వేలు జేబులోకి వచ్చినాయి ఆర్ టింగ్ టింగ్ ఇప్పుడు అన్ని టింగ్ టింగ్లే కదా ఫోన్లో మెసేజ్ లేక టింగ్ టింగ్ యువర్ సాలరీస్ క్రెడిట్ <laughs> అనగానే ఓకే రైట్ అని చెప్పి అలా వెళ్తూ ఉంటే వెళ్తూ వెళ్తూ ఉంటే మధ్యలో ఈ హైదరాబాద్ సెంటర్ లాంటిది మాల్ కనపడుతుంది కనపడితే చాలా రోజులుగా తను కొనుక్కుందాం అనుకుంటున్న ఒక చొక్క దసరా పండగ వస్తుంది కదా ఇప్పుడైనా కొనుక్కుందాం అనిపిస్తుంది ఆలోచన ఆటోమేటిక్ వస్తుంది మైండ్లో వచ్చినప్పుడు మళ్ళీ ఆలోచన మరి డబ్బులు వచ్చినాయిగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడ చొక్కా ఏదో కనపడుతుంది పదిహేను వందలు రెండు వేల చొక్కా కనపడుతుంది కొనుక్కుంటాడు కొనుక్కున్న తర్వాత అలా పక్కన చూస్తుంటే పిల్లలు గుర్తొస్తారు అయ్యో మరి పండగకి ఎప్పుడు పిల్లలకి బట్టలు కొనలేదు కదా అది పిల్లలు కొంటాడు పిల్లలు కొన్న తర్వాత మళ్ళీ ఆయనకి జీవితంలో ప్రశాంతత గుర్తొస్తుంది ప్రశాంతత గుర్తొచ్చి నేను కొనుక్కుని పిల్లలకు కొని మావిడి కొనకపోతే ముందే ప్రశాంతత భంగం వాటిద్దని చెప్పి ఆవిడ కొంటాడు అలా వెళ్తూ వెళ్తూ ప్యారడైజ్ సర్కిల్ వస్తుంది ప్యారడైజ్ సర్కిల్ వచ్చిన తర్వాత ఇచ్చి ఎంతసేపు పిల్లలకి ఇదైనా బిర్యానీ ప్యాకెట్ తీసుకెళ్దాం బిర్యానీ ప్యాకెట్ అంటే ఇక్కడ యాభై వేలు సరిగ్గా సరిపడా నీ ఖర్చులు ఉన్నాయి అవతల ఈ లోపల ఎన్ని అయిపోయినాయి ఓ ఐదు వేలు ఆరు వేలు అయిపోయినాయి మధ్యలో ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి వెళ్ళి బిర్యానీ ఇచ్చేసిన తర్వాత ఆవిడకి కార్డు ఇచ్చేసిన తర్వాత ఆవిడ ఏం చేస్తారు ఇక తెల్లారి ఆవిడ వెళ్ళిపోయి shopping Deepavali shopping Dasara shopping కాబట్టి ఆవిడ వెళ్ళిపోయి సూపర్ మార్కెట్లో ఏ డీమార్ట్లోకి ఏదో సూపర్ మార్కెట్లోకి వెళ్ళిపోయి ఈ ఆవిడ కొంట మొదలెట్టేప్పుడు ఆవిడకి ఏవో గుర్తొస్తాయి ఆ టోటల్గా ఇవాళ శాలరీ వచ్చింది ఎల్లుండి సాయంత్రానికల్లా పదివేలు డెఫిషిట్ న్యాచురల్ ఇక్కడ యాభై వేలు ఖర్చుకి అవసరం కాబట్టి యాభై వేలు సంపాదించాడు ఈ యాభై వేలు ఇలాగే వెళ్తే ఈ ఖర్చు సెట్ అయ్యేది కానీ మధ్యలో ఇంకో ఎమోషన్ వచ్చింది అడ్డం దట్ ఎమోషన్ ఈజ్ డిజైర్ కోరికలు ఇక్కడ ఏమైపోయింది ఇక్కడ యాభై వేలు ఖర్చుకి భయం కలిగి సంపాదించితే యాభై వేలు సంపాదించాం ఇక్కడికి వచ్చేసరికి నలభై వేలు అయింది ఈ సర్కిల్ ఏమైందండి ఎంత ఎంత మైనస్ అయింది పదివేలు మైనస్ పదివేలు పదివేలు మైనస్ అయింది కదా అని చెప్పి ఏం చేస్తాడు ఈ నెలాఖరులోనే ఈ నెల మధ్యలోనే ఇంకోటి దగ్గర ఎక్కడి నుంచో పదివేలు సెట్ చేసి దాన్ని సెట్ చేస్తాడు ఇప్పుడు ఇక్కడ డిజైన్ ఎంత అయింది అరవై వేలకు అవసరమైంది <laughs> ఇప్పుడు అరవై వేలు భయం మొదలైంది ఈ అరవై వేలు భయానికి మనిషి సంపాదిస్తాడు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత ఎంత వస్తుంది యాభై వస్తుంది లేదా ఇంకో పదివేలు ఇంకో ఐదు వేలు ఆరు వేలు ఏదో ఎక్కువ వచ్చింది అనుకుందాం ఇలా మళ్ళీ కిందకి రాగానే డిజైర్ వస్తుంది ఈ నెలలో ఇంకో ఐదు ఆరు వేలు ఖర్చు అయింది మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి పదివేలు డెఫిషిట్ కాస్త నెక్స్ట్ మంత్కి పదిహేను వేలు అయి కూర్చుంది ఇలా సంవత్సరం రౌండ్ తిప్పండి అయిపోయింది లక్ష అప్పు లక్ష అప్పు అయిపోయింది ఈ లక్ష అప్పు కూడా మీకు కావాల్సింది కరెక్ట్గా మీకు అవసరం లేదు మీరు కంగారు పడాల్సిన పని లేదని చెప్పి పర్సనల్ లోన్లు ఇచ్చేవాళ్ళు క్రెడిట్ కార్డులు ఇచ్చేవాళ్ళు బ్యాంక్ లోన్లు ఇచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా I don't worry zero down payment just walk in and drive your car అంటాడు <laughs> walk in and drive your car అంతే కదా లేదా walk in and take take our smart TV forty two inch smart TV one not hundred inch smart TV smart TV తీసుకెళ్ళిపోండి అలా వచ్చేయండి ఓన్లీ ఒక రెండు ఫోటోలు ఇవ్వండి బైక్ వేసుకెళ్ళిపోండి లేదా ఇలా రండి జస్ట్ మీ విహారయాత్ర మీ ఫ్యామిలీతో విహారయాత్రకి వెళ్ళండి గోవాకి వెళ్ళండి మెల్లిగా తీర్చండి ఈ మధ్య ఈ కరోనా లాక్డౌన్ వల్ల ఇంకా దారుణం ఏంటంటే కార్ల షోరూమ్ వాళ్ళు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఈ సంవత్సరం కారు తీసుకెళ్ళండి ఇన్స్టాల్మెంట్ వచ్చే సంవత్సరం నుంచి కట్టండి ఈ సంవత్సరం కారు తీసుకెళ్ళిపోండి మీరు కారు తీసుకెళ్ళిపోయి తోలుకోండి హ్యాపీగా డ్రైవ్ చేసుకోండి ఈ సంవత్సరం మొత్తం చేసుకోండి ట్వంటీ ట్వంటీ వన్లో మీరు ఇన్స్టాల్మెంట్ కట్టడం మొదలు పెట్టండి so one year you can use it free అసలు ఈ one year use it free బాగానే ఉంది కానీ యూజ్ ఇట్ ఫ్రీలో కరోనా లాక్డౌన్ ఇన్కమ్ లేక కదా వాడు బాధపడుతుంది ఈ లాక్డౌన్లో ఇన్కమ్ లేనప్పుడు వాడు డెఫినెట్గా ఈ సంవత్సర కాలం కానీ ఆరు నెలలు కానీ ఏడు నెలలు కానీ ఎనిమిది నెలలు కానీ రకరకాల చోట్ల అప్పులు చేసి మరి తను స్పెండ్ చేసి దాన్ని గడు గడుపుకుంటూ ఉంటాడు పోటనే అటువంటి వ్యక్తి లాక్డౌన్ ఓపెన్ అయ్యి లేదా మార్కెట్ ఓపెన్ అయిందని నెక్స్ట్ ఇయర్ రాగానే ఏం జరుగుతుంది ఈ లోడ్ పడింది ఆ లోడ్ పడింది ఒకసారి రెండు లోడ్లు పడతాయి మనిషి అప్పుల పాల్లో కనపడతాడు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే fear and desire these are the two emotions which are really ruling the life yes so పని చేయని డబ్బు సంపాదించాలి కాబట్టి డబ్బులు కావాలి అనేది డబ్బులు కావాలి అనేది భయం ఎందుకంటే డబ్బులు లేకపోతే మన ఖర్చులు సెట్ చేసుకోలేము అది చేసుకోలేము ఇది చేసుకోలేము అని భయం ఆ భయం నుంచి డబ్బులు రాగానే కోరిక hmm. ఈ సర్కిల్లో పడి కొట్టుకుంటాడు భయం భయంది కాడి సంపాదిస్తాడు సంపాదించడం కాడి కోరిక కలిగింది కోరిక కలిగింది కాబట్టి మళ్ళీ అవసరమైంది అవసరమైంది కాబట్టి మళ్ళీ భయం అయింది ఈ విషవలయంలో ఈ ఇది ఇలా స్పైరల్ నేను ఇలా చూపిస్తున్నాను అది ఇలా తిరుగుతూ మొదలవుతుంది అనమాట ఇలా మొదలవుతున్నాడు ప్రతి రౌండ్ ఒక రౌండ్ వేసరికి ఒక లెవెల్ కిందకు వస్తాడు మళ్ళీ రెండో రౌండ్ వేసరికి ఇంకో లెవెల్ కిందకు వస్తాడు మూడో రౌండ్ అయితే ఇంకో లెవెల్ కిందకు వస్తాడు నాలుగో రౌండ్ ఇంకో లెవెల్ కిందకు వస్తాడు అలా కిందకి వెళ్ళిపోతాడు అలా సుడిగుండంలో అలా లోపలికి వెళ్ళిపోతాడు అనమాట సో ఈ సుడిగుండంలో పడిపోవడం అనేది జనరల్గా ఎవరైనా సరే జరుగుతుంది అయితే ఈ సర్కిల్లో ఎస్కేప్ వెలాసిటీ ఎస్కేప్ పాయింట్ ఒకటి ఉంటుంది ప్రతి సర్కిల్ కూడా ఎస్కేప్ పాయింట్ ఒకటి ఉంటుంది సో ఎస్కేప్ పాయింట్ ఏంటి ఖర్చు అవసరం అక్కడి నుంచి ఎస్కేప్ లేదు ఫియర్ అనేది గ్యారంటీగా వస్తుంది అక్కడి నుంచి ఎస్కేప్ లేదు మనీ అనేది సంపాదించాం అక్కడి నుంచి ఎస్కేప్ లేదు ఒకవేళ ఎస్కేప్ అనేది ఏదైనా ఉంది అంటే that is at the desire point కోరికల పాయింట్ దగ్గర ఎస్కేప్ ఉంది ఈ కోరికల పాయింట్ దగ్గర ఎప్పుడైతే మనం డిలేడ్ గ్రాటిఫికేషన్ అనే దాన్ని కనుక మనం ఎక్సర్సైజ్ చేయగలిగితే డిలేడ్ గ్రాటిఫికేషన్ అనే దాన్ని కనుక మనం అప్లై చేయగలిగితే ఈ విషవలయం నుంచి అసలు నంబర్ వన్ విషవలయంలో పడకుండా ఉండొచ్చు ఒకవేళ పడ్డా దానిలోంచి బయటికి రావచ్చు great thank you sir great words thanks అలా